പുഷ്പം പത്രം మళ్ళీ ఏంటి మీటింగ్ పెట్టారు మళ్ళీ ఏం చేయబోతున్నారు అంటే దేని గురించి ఇప్పుడు వరకు మీరు చేసిన పచారులు సూచిస్తున్న పనికిమ్మాలిన ఐడియాల గురించి వద్దు నువ్వు మా పచారులను అనుమానించడమే కాక మా ఐడియాలు కూడా అవమానిస్తున్నావు ఇది తప్పు ఇంచుమించు పాపంతో సమానం కరెక్ట్ కరెక్ట్గానే మాట్లాడతాం గాని అసలు కొన్ని రోజులు మీరిద్దరూ మౌనరాతం పాటించి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఈ ఇంటికి ఒంటికి ఈ వ్యాపారానికి చాలా మంచిదని మా అభిప్రాయం యూ ఇన్నోసెంట్ వైఫ్ వ్యాపారానికి కావలసిందే నోరు ఐ మీన్ టాకింగ్ టెక్నాలజీ అవును మీకు నోళ్ళు కాళ్ళు చేతులు తప్ప ఆ బ్రెయిన్లు ఎప్పుడు పనిచేయవు అవమానం పైన insult you are talking too much పద్దు మేమన్నామని ఫీల్ అవడం కాదు నిజంగానే ఆ మెదళ్ళకి పదును పెట్టండి ప్రపంచాన్ని చదవండి పద్దాకల పనికిరాని ఐడియాల కోసం టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసుకునే కంటే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని పుస్తకాలు పట్టించండి విజ్ఞానాన్ని పెంచుకోండి అప్పుడు మీకు ఉపయోగపడే ఉపాయాలు కావలసినన్నొస్తాయి అఫ్ మీరా మాట కొంతవరకు అమృతాన్ని చెప్పచ్చు కానీ నేను చదివిన చదువు నాకున్న అపారమైన పరిజ్ఞానంపై మీ అభిప్రాయం ఏంటి అదే అంటే నా నాలెడ్జ్ని ఎకనాలెడ్జ్ చేయట్లేదా మీరు అది మా చేతిలో ఉంది మీ బుర్రలో ఉంది ఇప్పటిదాకా మీరు చేసిన చాలు ఇక మీదటైనా అనవసరమైన వాటికి అరుల్ చాచి చతికలు పడకుండా కొన్ని రోజులైనా కూల్గా ఉంటే ఏ నష్టమూ ఉండదు నష్టం కాదు పరువు నష్టం మీ సూటిపోటి మంటలు సిటీ లిమిట్స్ దాటిపోయాయి మేం కూడా అమృత విలాస్ దాటిపోతాం ఇవాళంతా గ్రంథ మెదడు మదనం చేస్తాం మీరు ఈ హోటల్ మేనేజ్ చేయండి మేం లేకపోతే బిజినెస్ ఎంత పెరుగుతుందో లేదా నష్టమే వస్తుందో తెలుస్తుంది నష్టం మీరులో చోట ఎందుకు వస్తుంది బావా పెరగకపోయినా పర్వాలేదు తరగకూడదన్నదే మా తాపత్రయం గుడ్ మార్నింగ్ సార్ Oop. bitch! 呀 다다다다다다 다 다다다다다다 다긴다긴나 다들 끝든 다그대는 그대다 다긴다긴나 다들 끝든 다그대는 그대다 అమృతరావు ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంది Thank you. చేసావు చెవిలో జోరిగిలా నా ప్రాణం తీసేస్తున్నావు నిన్ను వదలను చంపుతా ఇది చాలా అరుదైన మొక్క ఆస్ట్రియా నుంచి ఐదు సంవత్సరాల క్రితం తెప్పించాం ఇక్కడ వాతావరణ పరిస్థితులు తట్టుకుని బ్రతకటం చాలా కష్టం అటువంటి దాన్ని మేము చాలా కష్టపడి పెంచాం ఇన్నాటికి ఒక మొగ్గ తొడిగింది ఎప్పుడూ మొగ్గగానే ఉంటుంది కానీ సూర్యుడు నడినెత్తికి వచ్చిన వెంటనే పుష్పంలా విచ్చుకుంటుంది అంటే ఖచ్చితంగా పన్నెండు గంటలకు మళ్ళీ పన్నెండు గంటల ఒక నిమిషం తర్వాత మొగ్గలా అవుతుంది మొగ్గని మొక్క నుంచి వేరు చేసిన మరుక్షణం మొక్క వాడిపోతుంది ఎన్ని వింతలున్న ఈ మొక్కని అంత దూరం నుంచి తెప్పించి సంరక్షించడానికి ఎంత ఖర్చు ఉంటుంది it's only a time taking process ఖర్చు అంటే పెద్ద ఎక్కువేం అవ్వదు just nine to eleven thousand మధ్యలో అయి ఉంటుంది యావరేజ్గా ఓకే పన్నెండు అవుతుంది ఇచ్చుకునే టైం అయింది రెడీగా ఉండండి చచ్చింది ఏ ఏం చేస్తున్నావు ఏంటిది ఫ్లై లేదు ఫ్లవర్ ఉంది శాంతా వెళ్ళి ఓ పదివేలు పట్రా ఎందుకంతా చిన్న పర్చేజ్ చేశా పెద్ద రెసిప్ట్ కూడా ఇస్తారు ఇదిగో ఇంతకీ ఏం కొన్నారు ఏమిటి పువ్వు పదివేలా జ్ఞానం పెంచుకోమని పంపితే ఇది తుంచుకొచ్చారా చదవేస్తే ఉన్నమతి పోయిందంటే ఇదేనేమో <laughs> ఏంటి మీ మొహాలు అలా మాడిపోయి డల్ కొడుతున్నాయి ఓ మేము లేని లోటు మీకు ఇప్పుడు తెలుస్తుందా మేము లేకుండా బిజినెస్ మేనేజ్ చేయడం అంటే మాట్లా అసలు మా ఫేసులు చూడండి చదువుకున్న విజ్ఞానంతో దరికిరాని అజ్ఞానంతో వెలిగిపోతున్నాయి కదరాంజీ <laughs> ఏది ఏమైనా మాకిదే బాగుంది రోజు ఇలాగే బయటికెళ్ళి వివేకం సంపాదించి వికసిస్తాం హేరాంజీ ఇదే బెటర్ కదా మనకి వీడి నవ్వులు ఏదో తేడా ఉంది ఫేస్ వికసించడం కాదు వాస్తది రోజు ఇలానే పదివేలు పెనాల్టీ పడితే పదివేలు పెనాల్టీ పార్కులో పుష్పం నా చేయి తైలి రాలిపోయింది అదేమన్నా పారిజాత పుష్పమా ఆస్ట్రియస్ పారిజాతాస్ శాస్త్రీయ పుష్పంతో అంత అశాస్త్రీయంగా అలా ప్రవర్తించావురా నన్ను చూడు డిగ్నిఫైడ్గా వెళ్ళాను గా వచ్చాను అసలు నేను వెళ్ళింది వచ్చింది కూడా ఎవరికీ తెలియదు సార్ ఎస్ మీరేనా ఇందాక లైబ్రరీకి వచ్చింది అవును ఏ ఇంత అరుదైన తాళపత్రం అంత పవిత్రమైన పుస్తకాన్ని చింపాంజీలా చింపేశావు ఐదు వేలు ఫైన్ కట్టండి ఐదు వేల ఇక మీరు లైబ్రరీకి అటు ఇటు రెండు మైళ్ళ డిస్టెన్స్లో కనపడకూడదని కూడా ఆర్డర్స్ పుష్పం పత్రం